Hello everyone welcome to Achievers Academy friends ఈరోజు మనం డిసెంబర్ మంత్లీ కరెంట్ అఫైర్స్లో స్పోర్ట్స్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి అన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని నేర్చేసుకుందాం సో రీసెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్ వారు నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ని అనౌన్స్ చేశారండి దాని యొక్క ముఖ్య అంశాలని మనం నేర్చుకుందాం so I'm not going to elaborate the list of sports person who got these sports awards ఎందుకంటే ఆల్రెడీ నేను లాస్ట్ మంత్లో టెంజింగ్ నార్గే అవార్డ్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్స్క్లూజివ్లీ తెలంగాణ కరెంట్ అఫైర్స్లో తెలంగాణకి చెందినటువంటి శ్రీజ గారికి మరియు నిఖత్ జరీన్ గారికి ఇద్దరికి కూడా అర్జున్ అవార్డు ఇచ్చిన విషయాన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను when it comes the players who got different awards like Arjun awards list అనేది చాలా ఎలాబొరేట్గా ఉంటుంది so not going to tell that I'm giving you it as a homework but let's discuss అసలు నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్లో ఏ అవార్డ్స్ ఉంటాయి అది ఎవరెవరికి ఇస్తాము అవి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకున్నామో వివరాల్లోకి వెళ్తే మనకి కొంత ఐడియా వస్తుందన్నమాట so that you can do a lot of jobs because ట్రెడిషనల్గా క్వశ్చన్స్ రావట్లేదు soon after seeing the APPSC group one paper papers అనేటివి రోజు రోజు కాంప్లెక్స్గా హార్డ్గా అవుతున్నాయి I wish all of you to understand every concept in detail so first thing అండి రీసెంట్లీ కేంద్ర ప్రభుత్వం వారు నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ని అనౌన్స్ చేశారు ఇండియాలో హయ్యెస్ట్ స్పోర్ట్స్ అవార్డ్ ఏదైనా ఉందంటే పూర్వం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుగా పిలిచేవారు presently we call it as Major Dhyan Chand Khel Ratna award okay Major Dhyan Chand Khel Ratna award is the highest sports award in India Major Dhyanchand గారి పేరు పైన ఈ అవార్డు ఇస్తాము అయితే ఈ సంవత్సరానికి మేజర్ ధ్యాన్చంద్ స్పోర్ట్స్ అవార్డుని టేబుల్ టెన్నిస్ లెజెండ్ అయినటువంటి శరత్ కమల్ గారికి ఇవ్వబోతున్నాం అనమాట ఎవరికండి table tennis legend player Sharath Kamal he got gold medal to India in the very recent Commonwealth Games that is Birmingham Commonwealth Games of England twenty twenty టూలో జరిగినటువంటి కామన్వెల్త్ గేమ్స్లో వీరికి అవార్డు ఇవ్వడం జరిగింది మిగతా అవార్డ్స్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్లో ఏంటివి ఏంటివి అంటే అండి రాజీవ్ ఖేల్ రత్న ప్రస్తుతం దాన్ని మనం Dhyan Chand Major Dhyan Chand Khel Ratna award Dhyan Chand was a hockey captain for India where he got gold medal for India in the international level sports in hockey next Arjun awards next వచ్చేసి Dronacharya award okay next uh, Rashtriya Khel Protsahak award Maulana Abdul Kalam Azad trophy and Tenzing Norgay national adventures awards so first చూసినట్టయితే Major Dhyan Chand Khel Ratna award it is the highest award given by the ministry of youth and sports affair గారు ఈ అవార్డుని ఇస్తారండి who is the ministry which gives the sports awards my friend ministry of youth affairs and sports okay so it is given to the sports person ఎవరైతే గత నాలుగు సంవత్సరాల్లో ఎగ్జాంపులరీ టాలెంట్ని చూపించారో వారికి అవార్డు ఇస్తామండి దీంట్లో క్యాష్ ప్రైజ్ వచ్చేసి twenty five lakhs and a medal and a scroll of honour will be given the Khel Ratna award first time పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో ఇచ్చామండి the first winner of this Khel Ratna award then Rajiv Gandhi Khel Ratna ప్రస్తుతం Major Major Dhyan Chand Khel Ratna award the first person ఎవరికి ఇచ్చామంటే మన చెస్ లెజెండరీ ప్లేయర్ అయినటువంటి విశ్వనాథ్ ఆనంద్ గారికి అవార్డు ఇచ్చాం is the first recipient of Khel Ratna award very very important ఇది ఈ point okay so next Arjun awards దీన్ని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మనం స్టార్ట్ చేసామండి government of India to recognise the achievement of outstanding sports persons okay నేషనల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ పర్సన్స్ని రికగ్నైజ్ చేయడానికి ఈ యొక్క అర్జున్ అవార్డ్స్ని మనకి ఇస్తూ ఉంటాం గత నాలుగు సంవత్సరాల్లో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చూపించినటువంటి స్పోర్ట్స్ మెన్స్కి అలానే లీడర్షిప్ అండ్ డిసిప్లిన్ కలిగినటువంటి స్పోర్ట్స్ మెన్స్కి ఈ అవార్డు ఇస్తాం దీంట్లో క్యాష్ ప్రైజ్ వచ్చేసి fifteen lakhs my friends and a bronze statue of Arjun and a scroll of honour Arjun యొక్క మీకు స్టాచ్యూ వస్తుంది అనమాట it's bronze statue next is Dronacharya award was instituted in the year nineteen eighty five okay to recognise the excellence in coaching coaching ఇచ్చి ప్లేయర్స్ని డిజైన్ చేసి ప్లేయర్స్కి మెడల్ వచ్చే దిశగా తీసుకెళ్తున్నటువంటి కోచెస్ అందరికీ కూడా ఇచ్చేటటువంటి కోచింగ్లో హయ్యెస్ట్ మెడల్ లేదా హయ్యెస్ట్ అవార్డ్ ఏదైనా ఉంది అంటే స్పోర్ట్స్ కేటగిరీలో that is Dronacharya award fifteen lakhs of cash prize and బా bronze statue of Dronacharya and scroll అనేది ఇందులో ఇస్తాం next award is Dhyan Chand award okay దీన్ని రెండు వేల సంవత్సరంలో ఇన్కాపరేట్ చేసుకున్నాము this comprise of Dhyan Chand statue and cash prize of ten lakhs okay ఇది ఎవరంటే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో who have contributed to the sports by their performance and continue to contribute the sports events after the retirement even retirement అయిన తర్వాత ఆ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ఆ స్పోర్ట్స్ని పబ్లిసైజ్ చేయడానికి ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి మేజర్ చంద్ అవార్డు ఇస్తామన్నమాట next is Maulana Abul Kalam Azad trophy this is given to the universities అండి యూనివర్సిటీ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఏదైనా యూనివర్సిటీ ఎగ్జాంపులరీ స్పోర్ట్స్ ఈవెంట్ని స్పోర్ట్స్ పర్సన్స్ని కనుక కాంట్రిబ్యూట్ చేస్తుందో ఆ యూనివర్సిటీకి మనం ఇస్తామన్నమాట Maulana Abul Azad, Abul Kalam Azad Trophy given to the universities incorporated in the year 1956-57. Next is the uh, Rashtriya Care Protsahak Puraskar two thousand నైన్లో ఇస్తాం ఏదైనా ఒక NGO non government of corporation లేదా కార్పొరేట్ ఎంటైటీ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసేందుకు ఫండింగ్ కానివ్వండి లేదా స్పోర్ట్స్ ఈవెంట్ని కానివ్వండి ఇలా ఏదైనా కండక్ట్ చేసినప్పుడు వారి యొక్క ప్రోత్సాహానికి గాను మనం ఈ అవార్డు ఇస్తాం that is Rashtra Khel Puraskar next is Tenzing Norgay award that is national adventurous award mountain climbers కానివ్వండి ఎయిర్ క్రాఫ్ట్ లేదా ఎయిర్ స్పోర్ట్స్లో వాటర్ స్పోర్ట్స్లో ఇది అడ్వెంచరస్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఇండియన్ స్పోర్ట్స్ మెన్ అథ్లెట్స్కి ఈ అవార్డు అనేది మనం ఇస్తాం okay these are all the national sports award please try to remember. Remember these important that is Rashtriya Khel Protsahak Puraskar 2009 given to NGOs and corporate entities which encourage sports okay ఏదైనా కంపెనీ వచ్చి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఈవెంట్స్ పెడుతూ ఉంటే వాళ్ళకి ఇస్తూ ఉంటాం అనమాట నెక్స్ట్ మౌలానా అబుల్ కలాం ఆల్రెడీ చెప్పాను మౌలానా అబుల్ కలాం ఎందుకు ఇస్తాము యూనివర్సిటీస్కి ఇస్తాం ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునేందుకు so So I hope you have noted down all the sports awards. I'll go for the next current affair. Next important current affair అండి స్పోర్ట్స్ సెగ్మెంట్లో యాడ్ చేశాను ఇది దట్ ఈస్ ఇండియాకి చెందినటువంటి సర్గం కౌశల్ వీరు మిస్సెస్ వరల్డ్ ఏంటండి not Miss World this is Mrs World twenty twenty టూలో ఇండియాకి క్రౌన్ తీసుకురావడం జరిగింది she is the Indian who achieved Mrs World competition దాదాపు ఇరవై ఒక సంవత్సరాల తర్వాత ఇండియాకి ఈ మిస్సెస్ వరల్డ్ అవార్డ్ రావడాన్ని మీరు గమనించాలి she belongs to Mumbai who recently got the Mrs World award from India అన్నప్పుడు వారి పేరు వచ్చేసి Sargam Koushal very very important next important current affair వచ్చేసండి ఫిఫా వరల్డ్ కప్ గురించి మనం మాట్లాడుకోవాలి ఈ ఫిఫా వరల్డ్ కప్లో కొంత మనం ఎగ్జామ్ పరంగా చాలా వరకు ఎగ్జామ్ పరంగానే చదవాలి so will note most of the important points one thing FIFA World Cup ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి ప్రస్తుతం జరుగుతున్నటువంటి twenty twenty two FIFA World Cup ఎక్కడ జరిగింది అంటే ఖతర్లో జరిగింది okay very important Qatar and who is the winner of this year ఈ సంవత్సరానికి విన్నర్ ఎవరంటే Argentina is the winner of this year twenty twenty టూలో జరిగినటువంటి ఫిఫా వరల్డ్ కప్ యొక్క విన్నర్ అర్జెంటీనా రన్నర్ అప్ వచ్చేసి ఫ్రాన్స్ అంటే అర్జెంటీనాతో ఓడిపోయినటువంటి టీం ఎవరంటే France very very important okay ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మొట్టమొదటి ఫిఫా వరల్డ్ కప్ ఏ సంవత్సరంలో జరిగిందంటే పంతొమ్మిది వందల ముప్పైలో జరిగింది ఎక్కడ జరిగిందంటే ఉరాగ్వే ఉరాగ్వే మరి ఆ పంతొమ్మిది వందల ముప్పైలో జరిగినటువంటి ఈ ఫిఫా వరల్డ్ కప్ యొక్క విన్నర్స్ ఎవరు అంటే విన్నర్స్ కూడా ఉరాగ్వేనే అండి అది కూడా మీరు నోట్ చేసుకోవాలి ప్రస్తుతం వాడుతున్నటువంటి ఫిఫా వరల్డ్ కప్కి ఇచ్చేటటువంటి ట్రోఫీ ఏదైతే ఉందో అండి దాన్ని పంతొమ్మిది వందల డెబ్బై నుంచి మనం వాడుతున్నామండి అంతకు పూర్వం జూలియస్ రిమెట్ అనే ఒక కప్ని వాడేవాళ్ళం పంతొమ్మిది వందల ముప్పై నుంచి డెబ్బై వరకు ఆ తర్వాత డెబ్బై నుంచి ప్రస్తుతం వాడుతున్నటువంటి వరల్డ్ కప్నే వాడుతున్నాం ఓకే నెక్స్ట్ ఈ యొక్క ఫిఫా వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీలో మనం కొన్ని ఇంపార్టెంట్ పర్సన్స్ ఎందుకంటే ఈ ఫిఫా వరల్డ్ కప్లో మనం గోల్డెన్ బూట్ గోల్డెన్ బాల్ వీటన్నిటిని చూస్తూ ఉంటాం సో దాంట్లో భాగంగా కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల పేర్లు చూడాలి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ గోల్స్ ఈ యొక్క పూర్తి సీజన్లో ఎవరు అచీవ్ చేశారు అంటే ఫ్రాన్స్ ప్లేయర్ అయినటువంటి ఎంబాపే ఓకే ఎంబాపే వీరికి మనం గోల్డెన్ బూట్ ఇచ్చి సత్కరించామన్నమాట నెక్స్ట్ ఈజ్ గోల్డెన్ గ్లావ్ అర్జెంటీనాకి చెందినటువంటి గోల్ కీపర్ అయినటువంటి ఎమిలియా ఎమిలియానో మార్టినెస్ వీరు నెక్స్ట్ గోల్డెన్ బాల్ వచ్చేసి పర్ఫార్మర్ ఆఫ్ ద టోర్నమెంట్కి ఇస్తామండి గోల్డెన్ బాల్ ఎవరికి ఇచ్చామంటే లియోనల్ మెస్సీ అర్జెంటీనా అండి వీరు కూడా next youngest player that is Fernandez Enzo Fernandez youngest player he is also from Argentina fair play award ఎవరికి ఇచ్చాము ఫిఫా వరల్డ్ కప్లో అంటే ఇంగ్లాండ్ టీంకి ఫేర్ ప్లే అవార్డ్ ఇచ్చామన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి England team has won fair play award so సింపుల్గా golden boot for Mbappe golden glove for Martinez golden ball is for Lionel Messi next goal young player is Fernandez next best team or fair play award goes to England ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఓకే ఎంబాబేకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గోల్స్ చేసినందుకు గాను గోల్డెన్ ఫుట్ దక్కింది నెక్స్ట్ ఫిఫా వరల్డ్ కప్లో అండి రెండు బాల్స్ అఫీషియల్ బాల్స్కి పేర్లు ఇచ్చామన్నమాట ఇందులో వాడినటువంటి ఫుట్బాల్స్ ఏవైతే ఉన్నాయో రెండు అఫీషియల్ ఫుట్బాల్స్ని డిజైన్ చేసుకున్నాం సెమీఫైనల్స్ వరకు కూడా మనం ఒక ఫుట్బాల్ని వాడాం దాని పేరు వచ్చేసి అల్ రిహాల్గా పెట్టుకున్నాం ఇబన్ బతుతా గారు మీరు మెడివల్ ఇండియా కనుక చదివినట్టయితే మొరొకన్ ట్రావెలర్ ఇబన్ బతుతా గారు రచించినటువంటి అల్ రిహాల్ అనే పుస్తకానికి ఆధారంగా ఈ యొక్క బాల్కి నేమ్ ఇవ్వడం జరిగింది అల్ రిహాల్ అని పేరు ఇచ్చాం ఏదండి ఈ బాల్ని మనం సెమీఫైనల్ వరకు ఉపయోగించుకున్నాం ఈ బాల్ యొక్క ప్రత్యేకత ఏంటి అన్నప్పుడు సాల్యుబుల్ ఇంక్ లేదా డిగ్రేడబుల్ ఇంక్ ద్వారా వాటర్ బేస్డ్ డిగ్రేడబుల్ ఇంక్స్ మరియు గ్లూని ఉపయోగించి ఈ బాల్ని తయారు చేశామన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి మరి సెమీఫైనల్స్ తర్వాత సెమీఫైనల్స్ మరియు ఫైనల్స్కి ఏ బాల్ యూజ్ చేశామంటే అల్ హిల్మ్ ఓకే అల్ హిల్మ్ అనే ఇంకో బాల్ని ఇది కూడా ఇలానే డిగ్రేడబుల్ ఇంక్ మరియు గ్లూస్తో తయారు చేసినటువంటి ఒక బాల్ ఓకే సెమీఫైనల్స్లో మరియు ఫైనల్స్లో మనం వాడినటువంటి బాల్ పేరు ఏంటి అని అడిగినప్పుడు అల్ హెల్మ్ అయితే పూర్వం కూడా ఇలా అఫీషియల్ బాల్స్ ఉండేటివి కానీ స్టార్టింగ్లో జరిగినటువంటి ఫిఫా వరల్డ్ కప్స్లో ఇలా అఫీషియల్ బాల్స్ అంటూ ఏం లేవు ఏ టీం వారు వారి వారికి సంబంధించిన బాల్స్ తెచ్చుకునేవారు అనమాట అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మొత్తంలో రెండు బై మూడో వంతు ఫుట్బాల్స్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్లోని సియాల్కోట్ ప్రాంతంలో తయారవుతాయన్న విషయాన్ని కూడా మీరు ఒకసారి నోట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చేది ఇది వచ్చేసి అల్ రిహాల్ బాల్ అండి official ball football okay next ఇంకోటి వచ్చేసి Al Hilm okay official match ball ఈ రెండు బాల్ పేర్లని దయచేసి గుర్తుపెట్టుకోవాలి అల్ రిహాల్ అల్ హెల్మ్ అయితే ప్రతి స్పోర్ట్స్ ఈవెంట్కి ఒక మ్యాస్కాట్ ఉంటుందండి అలానే FIFA World Cup twenty twenty టూకి కూడా ఒక మ్యాస్కట్ ఉంది ఆ మ్యాస్కట్ పేరే లైబ్ ఓకే ఆ మ్యాస్కట్ ఎలా ఉందో చూడండి లైబ్ ఇది ట్రెడిషనల్ వియర్ ఖతర్లో మనకి అరేబియన్లో మొత్తం కూడా ఇలాంటి ట్రెడిషనల్ వేరే కనిపిస్తుంది సో అఫీషియల్ లోగో లేదా మాస్కట్ ఏంటి అంటే లైబ్ లైబ్ అరేబియాలో దీని యొక్క అర్థం ఏంటంటే సూపర్ స్కిల్డ్ ప్లేయర్ అని అర్థం సూపర్ స్కిల్డ్ ప్లేయర్ అని అర్థం అయితే టెక్నాలజీ పరంగా కూడా ఈ యొక్క ఫిఫా వరల్డ్ కప్లో ఒక కొత్త టెక్నాలజీని మనం లాంచ్ చేశామండి that technology is called semi automated offside technology ఏంటండి semi automated offside technology offside అంటే ఫుట్బాల్ ఒక రూల్ అండి అంటే లాస్ట్ ప్లేయర్ అపోజిట్ టీం యొక్క లాస్ట్ ప్లేయర్ని దాటి ఇంకో టీం యొక్క ప్లేయర్ వెళ్ళకూడదు గోల్ పోస్ట్లోకి అని చెప్పేసి ఒక ఆఫ్ సైడ్ రూల్ ఉంటుందన్నమాట ఆ ఆఫ్ సైడ్ రూల్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసేందుకు గాను we have used semi automated offside technology for the first time in the world ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ FIFA World Cup twenty twenty టూలో ఏ టెక్నాలజీని యూజ్ చేశామని మిమ్మల్ని అడిగినట్లయితే semi automated offside technology very very important so next ఈ ఫిఫా వరల్డ్ కప్కి సంబంధించి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి ఫిఫా వరల్డ్ కప్ యొక్క మొట్టమొదటి మహిళ రెఫరీగా ఇటీవల కాలంలో ఎవరు పార్టిసిపేట్ చేశారు so FIFA World Cup twenty twenty two Stephanie Frappart okay Stephanie ప్రపా Frappart to be the first woman referee of the World Cup World కప్కి ఇప్పటిదాకా ఎప్పుడు ఉమెన్ రెఫరీ దక్కలేదు దాంట్లోనే ఫస్ట్ ఉమెన్ రెఫరీ ఎవరు అంటే స్టిఫేనియా ఫ్రపాట్ వీరు ఫ్రాన్స్కి చెందినటువంటి ఒక మహిళ అండి France so she is the first women referee of the FIFA world cup next important current affairs sports మీట్లో ఏంటంటే అండి ఇండియాకి చెందినటువంటి వెయిట్ లిఫ్టర్ అయినటువంటి మీరాబాయి చాను గారు వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ పొందారండి అందుకు కానీ కరెంట్ అఫైర్ మనకి ఉంది so world weightlifter Mirabai Chanu wins silver medal at world championship okay కొలంబియాలో జరిగాయండి ఈ world championship weightlifting championship దాంట్లో మన భారతదేశానికి చెందినటువంటి మీరాబాయ్ చాను గారికి ఏ మెడల్ వచ్చిందని మిమ్మల్ని అడిగినట్టయితే she got silver medal so ఇంతటితో మనం ఈ స్పోర్ట్స్ సెగ్మెంట్ని ముగిస్తూ I hope you are enjoying our classes my friend ఇంకో కొత్త కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ